తన సోదరితో ఏం మాట్లాడిందో ఒక్కసారి విందాం ఇప్పుడు ఆఫీస్కి సరే నాది ఇప్పుడు అయిపోయింది వచ్చిన ఇప్పుడు మాట్లాడు కొంచెం సేపు మాట్లాడు ఏమైంది మాట్లాడు పాప నీకు తర్వాత చెప్తా అక్కడ యాక్సిడెంట్ అయిందా నాకు చాలా టెన్షన్ గా ఉంది యాక్సిడెంట్ అయిందా అక్కడ యాక్సిడెంట్ అయిందా చూడగా అర్థం కాలేదు యాక్సిడెంట్ అయిందా అని లేదు మరి మా ఏం చేస్తుంది హలో అక్కడ ఎప్పుడు నేను బయట పెట్టిపోవచ్చు అని చెప్పినా కదా అయితే ఈ రోజు అక్కడ పెట్టిన నిలబడ్డా టోల్ కలెక్ట్ చేసే టైం ఉంటుంది ఆయన పిలిచి చెప్పింది ఇక్కడ బైక్ పెట్టకండి మేడం ఇంతకు ముందే పోలీస్ వాళ్ళు తీసుకొని పడిందంటే ఇంకా తిరిగి ఇక్కడ ఉంటారు కదా ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ ఇంకొక దారి ఉంటారు కదా అక్కడ పెట్టాము అక్కడ పెట్టి ఇప్పుడు దిగి వచ్చాను పాప ఇక్కడికి పూర్తి పంక్చర్ అయింది నేను వదిలేస్తా ఇంకేంటి వదిలేసిన అలా వదిలేసి ఇట్లా మళ్ళీ రేపు పొద్దున్నే సరే ఇంకా రేపు పొద్దున అంటే ఇంకా ఎవరైనా తీసుకెళ్ళి చేపించి తీసుకురావాలి ఎవరిని తీసుకెళ్ళాలి మెకానిక్ ని మెకానిక్ నా అవును మరి అప్పుడు కొంచెం దూరం కూడా పోరాని ఇంకా పంచర్ అయితే చూడు అది వస్తుందేమో వెనకాల టైర్ నాకు తెలియదు కదా అక్కయ్య నాకు తెలియదు కదా అయితే చెప్తా నేను ఇక్కడ ఒక లారీ ఉంది అందులో జనాలు ఉన్నారు అంటే ఆయన ఒక ఆయన నేను తీపిస్తూ నేను చేపిస్తా అని తీసుకొని పోయిన స్కూర్తి తీసుకురాలేదా మళ్ళీ తీసుకొచ్చిండు అయితే క్లోజ్ ఉంది షాప్ అని తీసుకొచ్చిండు మళ్ళీ ఇంకొక షాప్ పోయి తీసుకొస్తాను భయం అవుతుంది నాకు మళ్ళీ మళ్ళీ అని తీసుకుపోయిండు మళ్ళీ తీసుకురాలేదా ఇంకా అంటే ఇప్పుడే పోయిండు భయం అవుతుంది పాపం నాకు ఎవరు లేదా అక్కడ ఎవరు అంటే వెహికల్స్ ఉన్నాయి అది టోల్ అది ఉంటుంది చూడు ఆడ వాళ్ళేమో నేను వెళ్తా అండి వద్దని వెయ్యాలని నిలబడిండు మేడం వద్దు మధ్యలో ఆగిపోతాడని నాకు భయం వస్తుంది పాప ఎందుకేమైతుంది ఇంకుండే అక్కడే టోల్ గేట్ దగ్గర వాళ్ళేమో నేను బయటనే నిలబడిండు వాళ్ళు బయటనే నిలబడింది ఎవరు లారీస్ వాళ్ళు టోల్ గేట్ అది ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి నిలబడు అక్కడికా సరే వాళ్ళు టోల్ దగ్గర కదా టికెట్ టోల్ బూత్ ఉందా అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళండి వాడు వీళ్ళేంటే సడన్ గా ఎవరు కనిపిస్తా లేరు కనిపించింది నాకు సరే నేను పోతున్నా పాప ఎట్లా స్టార్ట్ చేసినా కిందికి వచ్చింది మేడం మేడం టైర్ పంక్చర్ అయిందండి అంటే బస్ స్టాండ్ దగ్గర వరకు వెళ్ళరా బస్ స్టాండ్ దగ్గర షాప్ ఉంటుంది అని చెప్పించుకున్నాను లేదు మేడం వద్దు మేడం నేను స్టాండ్ ఎవరో ఒక పిల్లగాడిని పంపించింది ఆ దయ్యం పిల్లగాడు పోయిండు ఉత్తగా వచ్చిండు సర్లేండి మళ్ళీ ఇంకా ఇక్కడ ఇంకొక షాప్ ఉందని చెప్పండి ఇంకా లేట్ అయ్యేటట్టుంది నేను వెళ్తా అంటే లేదు మేడం మధ్యలో ఆగిపోతే ఇబ్బంది అవుతుంది కష్టమైతే దయ్యాలని ఇంటి పడింది మరి నిజంగానే మళ్ళీ మధ్యలో సడన్ గా అడిగితే చేస్తారు కానీ నాకు ఇక్కడ చాలా భయం అవుతుంది ఆ టోల్ బూత్ దగ్గరికి వెళ్ళి నిలబడు ఆ టోల్ బూత్ దగ్గరికి ఏం నిలబడాలి అందరు నన్ను చూసి నిలబడితే తన జనాలు ఉంటారు చాలా భయం అవుతుంది వాళ్ళని చూస్తుంటే టోల్ బూత్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఆడ నిలబడం ఏడు పోతుంది మరి అంత లేట్ వెళ్ళడం అవసరమా లేదు కాదు తల్లి భయం అయితే పాప ఇంకా తీసుకురాలేదు దయ్యం మూడు తీసుకొస్తారు నాకు ఇక్కడ అసలు నిలబడాలనే లేదు వెళ్ళు తోలు గుడ్డ దగ్గరికి టౌన్ రోడ్ దగ్గరికి వెళ్ళి నిలబడు నాకు నిలబడితే అందరూ చూసుకుంటూ పోతారు వచ్చే టోల్ కొంచెం మాట్లాడు పాప బైక్ వచ్చేవారికి వరకు ఇంకా బైక్ వచ్చేవారు నేను కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమనుకుంటారు ఐదు నిమిషాలు ఇట్లా చేసే దయ్యం పిల్ల నువ్వు రోడ్ మీద ఒక్కదాన్ని ఉంటే అందరు పోవడం అవసరమా మరి మరి అప్పుడు అయిపోయింది అంటే అంత రేపు పోకూడదా రేపు మళ్ళా రేపు ఇన్స్పెక్షన్ ఉంది మీటింగ్ ఉందని చెప్పిండ్రు మాకు కొంచెం మళ్ళీ ప్రతి ప్రతి సండేను ఎప్పుడు మండేను టెంపుల్ కి తీసుకుపోతున్నారు అసలు కుదురుతనే కుదురుతలేదు వాళ్ళని చూస్తుంటే చాలా భయంగా ఉంది ఈ దయ్యం పిల్లగాడు ఇంకా రాలేదు సరే కొంచెం సేపు అయినా నేను చేస్తాం అది లేదు పాప అదే కొంచెం రేపు అయినా చేస్తాం ఒక ఐదు నిమిషాలు అయినాక